రా భలే ఉంది కదరా భలే షేప్లో తీసుకొస్తుంది కర్వ్ షేప్స్లో భలే చేసిందిరా అక్కడ చూడు మట్టికి అడిగిన నేత అన్నోడితే ఎలా కలిస్తుందా తన్నోటి తట్టి ఇటు కదిలిచ్చి దాన్ని అక్కడికి వస్తుంది ఉన్న కొంచెం ఇటు తీసుకెళ్తుంది ఆడ కొంచెం పూసేసింది మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి ఆడ పోద్దామని చూస్తున్నట్టుంది అక్కడ రాసేస్తుంది అక్కడ తక్కువైందేమో దానికి అక్కడ అయిపోయింది మళ్ళీ అంటే తీసుకొచ్చింది మళ్ళీ వెళ్తుంది తీసుకొస్తాను ఇంకో దాన్ని తీసుకొచ్చింది దాని నోటి దగ్గర ఉండే చేతులు లాంటివి వైబ్రేషన్ లాగా భలే పనిచేస్తున్నారు దానికి ఓ భలే చేసింది కదా అసలు ఇప్పుడు దాన్ని కట్టింది దాని తర్వాత అక్కడ ఉన్న దాన్ని కట్టింది రెండు భలే కడుతుంది అక్కడ ఉన్న షేప్స్లో ఇప్పుడు కట్టేదాన్ని కూడా అది ఆ షేప్లో తీసుకొచ్చిద్ది అనమాట అది ఆ ప్లేస్లో వచ్చేసిద్ది అది తీసుకొస్తుంది అదిగో మట్టికాడు భలే ఉంది భలే వేస్తుంది నీట్గా గుండ్రంగా ఏం కడుతుంది ఓరవ్వా అదిగో ఇప్పుడు చూద్దాం ఎలా కట్టింది అసలు అక్కడ మట్టి కట్టని తీసుకొచ్చింది నోటి తోటి ఇటు జరిపేసి అది అక్కడ కొంచెం వైట్గా మెరుస్తుంది చూడండి అక్కడ పూసేసింది మామూలుగా లేదు Okay. Bye.